పవన్ టార్గెట్గా రజనీకాంత్ ఎంట్రీ వెనుక చంద్రబాబు స్కెచ్ సూపర్ స్టార్ రజనీకాంత్ను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు వరుసగా వైసీపీ ఫైర్ బ్రాండ్స్ రజనీకాంత్ లక్ష్యంగా తీవ్ర విమర్శలకు దిగారు తాజాగా విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో రజనీకాంత్ ఎన్టీఆర్తో తన అనుబంధం వివరిస్తూనే చంద్రబాబు పైన ప్రశంసలు గుప్పించారు చంద్రబాబు విజన్ అమలైతే ఏపీకి మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు రాజకీయాలు మాట్లాడను అంటూనే చంద్రబాబు పైన ప్రశంసలు కురిపించారు ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని రజనీకాంత్పై కీలక వ్యాఖ్యలు చేశారు రజనీకాంత్ విజయవాడలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు రజనీ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గురించి రజనీ చెప్పిన విషయాలపైన ఫైర్ అయ్యారు ఏపీలో జీరో అయిన రజనీకాంత్ సిగ్గుశరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నాడని మండిపడ్డారు ఎన్టీఆర్పై చెప్పులు విసురుతూ ఉండగా వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు రజనీకాంత్ వెళ్లి మద్దతు తెలిపారని గుర్తు చేశారు ఇప్పుడు ఎన్టీఆర్ను పొగడడం సిగ్గుచేటని పేర్కొన్నారు వీళ్ళంతా కలిసి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చేస్తే ప్రజలెవరూ పట్టించుకోరని కొడాలి నాని వ్యాఖ్యానించారు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ రజనీకాంత్ దిగజారుతున్నారని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ను బ్లాక్మెయిల్ చేసేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు రజనీకాంత్ను రంగంలోకి దించారని కొడాలి నాని కొత్త వాదన తీసుకొచ్చారు చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా పవన్ కళ్యాణ్ గ్రహించాలని వ్యాఖ్యానించారు ఎన్టీఆర్ బతికుండేగా రజనీ ఏం చేశారని ప్రశ్నించారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారని నిలదీశారు మూడు రోజులు షూటింగ్ చేస్తే రజనీకాంత్ నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంటారని అటువంటి వ్యక్తి తెలుగు ప్రజలకేం చెబుతారని కొడాలి నాని వ్యాఖ్యానించారు మంత్రి రోజా సైతం ఇదే తరహాలో రజనీకాంత్ పైన ఫైర్ అయ్యారు రజనీకాంత్ లక్ష్యంగా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి